హలో అండి welcome to our channel be like you మేము వచ్చిన ఊరి పేరు మద్దికెర ఇది మా హస్బెండ్ వాళ్ళ ఊరు మా అత్తగారి ఊరు కూడా మేము ఈ ఊరికి చాలా సంవత్సరాల తర్వాత వచ్చాము ఇక్కడ తిరునాళ్ళ జాతర జరుగుతుందన్నమాట ఈ ఊరి దేవత మద్దమ్మ తల్లి మా ఇంటి ఆడపడుచుగా కొలుస్తారు అందరూ చాలా భారీ సంఖ్యలో జనాలు వస్తారు ఇది మా హస్బెండ్ వాళ్ళ చిన్న మేనమామ వాళ్ళ ఇల్లు తినొచ్చేసి వాళ్ళ కూతురు మాధవి ఇలా వాళ్ళ బాబు వచ్చేసి రాజు అన్నమాట వీళ్ళకి చాలా సంతోషం ఆమెకు రావడము తిని మా వదిన తను కూడా హైదరాబాద్ నుంచి వచ్చింది మాకన్నా ముందే వచ్చేసింది అనమాట వీళ్ళకి చాలా సంతోషం మేము ఇక్కడికి రావడము చాలా తక్కువగా వస్తాం మేము ఇతనే మా హస్బెండ్ వాళ్ళ చిన్న మామ ప్లస్ నాకు చిన్నాన్న ఇప్పుడు నేను బయటికి తీసుకెళ్తాను ఆ తిరణాల్లో ఎక్కడి నుంచి లాగుతారో ఆ రోడ్ అని చూపిస్తాను ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాక మెయిన్ రోడ్ అనమాట మా ఇంటి ఎదురుగానే ఉంటుంది ఇక్కడ ఇక్కడ ఇక్కడ తిరునాలు స్టార్ట్ అవుతుంది ఇంకా టైం ఉంది ఈవినింగ్ స్టార్ట్ చేస్తారు డెకరేషన్ చేస్తున్నారు ఇంకా అన్ని ఇక్కడ నుంచి అంతా డెకరేషన్ చేస్తున్నారు ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది డెకరేషన్ అంతా ఇప్పుడు మీకు మళ్ళీ అది ఈవినింగ్ మొత్తం చూపిస్తాను డెకరేషన్ స్టార్ట్ అవుతుంది సో చూపిస్తాను ఇప్పుడు ఇంకా ఇక్కడ ఉన్న వాళ్ళు ఈ ఊర్లో ఉన్న వాళ్ళందరిలో ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అందరు మన వాళ్ళే ఒక్కొక్కరింటికి వెళ్దాము ఇప్పుడు ఇది పెద్దమామ వాళ్ళ ఇల్లు మా హస్బెండ్ వాళ్ళ పెద్దమామ వాళ్ళ ఇల్లు లోపలికి వెళ్తున్నాము అందరూ ఈవినింగ్ కోసం అరేంజ్మెంట్ చేసుకుంటున్నారు వంటలు అవేవో చేస్తున్నారు ఇప్పుడు లోపలికి వెళ్ళాను తిని వచ్చేసి నాకు చెల్లి అవుతుంది తిన కూడా హైదరాబాద్లో ఉంటుంది మా చెల్లి తిన వాళ్ళ అక్క చిన్నమ్మ అంటే అంటే మా ఇప్పుడు చెల్లి వాళ్ళ మదర్ అన్నమాట సో వాళ్ళందరూ హ్యాపీ అన్నమాట సో వీళ్ళది కూడా పెద్ద కుటుంబము ఇంకా చాలామంది ఉన్నారు అందరూ ఇంకొంచెం బయట బయట వెళ్ళారు లోపల వంటలు చేస్తున్నారు కొంతమంది ఇది వీళ్ళు తినొచ్చేసి కోడలు వ్రతం ఉన్న ప్లేస్కి తీసుకెళ్తున్నాం మిమ్మల్ని వ్రతం అక్కడ రెడీ అవుతుంది అక్కడ నుండి ఇక్కడ వరకు చూడండి చైన్స్ ఉన్నాయి కదా ఆ చైన్స్ పెట్టి రథాన్ని లాగుతారు ముందుకి ఈ రథం వచ్చేసి ఇప్పుడున్న ప్లేస్ నుంచి మా వీధి చివరి వారికి వెళ్ళి మళ్ళీ ఆ చివరి నుండి మళ్ళీ ఎక్కడున్న ప్లేస్ అక్కడికి వచ్చేస్తుంది ముస్తాబ్ చేస్తున్న రథాన్ని అందరూ ఇంకా జనాలు గుంపు కూడుతున్నారు ఇంకొద్దిసేపట్లో రథం కదులుతుందని తెలిసి మద్దమ్మ తల్లి టెంపుల్ ఇది నేను తర్వాత మీకు లోపలికి వెళ్ళి మద్దమ్మ తల్లిని కూడా మీకు దర్శనం చేయిస్తాను చూసారా రథాన్ని ఎలా డెకరేషన్ చేస్తున్నారా పూలు వేసి సో ఈ రథం ఈ చివరి నుంచి ఆ చివరి వరకు వెళ్ళి మన రిటర్న్ వచ్చేసి ఏ ప్లేస్ అయితే ఉందో ఆ ప్లేస్లో ఉంటుంది అందరూ రెడీ అవుతున్నారు ఇంటి ముందు ప్రతి ఒక్క ఇంటి ముందు ముగ్గులతో కలకలాడుతూ ఉంటుంది ఇది మద్దమ్మ కుంట మద్దమ్మ తల్లి దేవతకు సంబంధించిన చెరువు అన్నమాట ఇది ఇప్పుడు మేము అందరం కలిసి లంచ్ చేస్తున్నాము మాకు లంచ్కి ఈ డిషెస్ చేశారు పాపడ స్వీట్ హాట్ పప్పు ఇవన్నీ ఉన్నాయి చుట్టాలని కలుస్తున్నాము ఇక్కడ ఒక హార్స్ కూడా చూసారా ఇది ఇంటి హార్స్ అన్నమాట అందరి ఇంటికి వెళ్తున్నాము కొంచెం కొంచెం టైం స్పెండ్ చేస్తున్నాము మరి తర్వాత ఇంకా ఇంకా టూ డేస్ ఉంటాం కాబట్టి ఇప్పుడు ఇంకా అందరితో మంచి కలుస్తాము ఇప్పుడు వీళ్ళు ముస్తాబాయి వెళ్తున్నారు కదా వాళ్ళు మా ఇంటి దొరలు ఈ తిరునాళ్ళ జాతర గురించి మీకు నేను వివరంగా చెప్తాను కొన్ని సంవత్సరాల నుంచి ఈ ఆచారాన్ని పాటిస్తున్నారు ముందు రోజు అమ్మవారికి కళ్యాణం జరుగుతుంది ఆ కళ్యాణం జరిపేది ఎవరంటే ఈ ఊరి నగరి దొరలన్నమాట అయితే వాళ్ళు ఏం చేస్తారంటే అమ్మవారిని తమ ఇంటి ఆడపడుచుగా భావిస్తారు ముందు రోజు వాళ్ళు ఏం చేస్తారంటే అమ్మవారికి తలంబరాలు చీర పండ్లు పూలు పసుపు కుంకుమ గాజులు ఇవన్నీ తీసుకెళ్ళి అమ్మవారికి సమర్పిస్తారన్నమాట సమర్పించిన తర్వాత కళ్యాణం జరుగుతుంది కళ్యాణము తలంబరాలు అన్నీ జరుగుతాయి అన్నమాట ముందు రోజు మరుసటి రోజు అమ్మవారికి ఊరేగింపు జరుగుతుందన్నమాట ఆ ఊరేగింపు ఏంటంటే మన తిరునాళ్ళ జాతరలాగా తీస్తారన్నమాట మరుసటి రోజు ఇప్పుడు రథాన్ని ముందుకు ఎలా తీసుకెళ్తారో నేను చెప్తాను మీకు ఇప్పుడు అక్కడ ఆల్రెడీ గుడిలో పూజ అవుతుంది పూజ అయిన తర్వాత పూజారి గంట కొడతాడనమాట అమ్మవారికి హారతి ఇచ్చి గంట కొట్టిన తర్వాత అప్పుడు ఈ దొరలు వచ్చేసి వ్రతానికి ముందు నించుంటారనమాట నించున్న తర్వాతే అప్పుడు ఆ వ్రతం ముందుకి కలుగుతుంది చూసారా అమ్మవారిని తీసుకొస్తున్నారు ఇప్పుడు ఇప్పుడు అమ్మవారిని వ్రతంలో కూర్చోబెడతారు కూర్చోబెట్టిన తర్వాత మా ఇంటి దొరలు వెళ్ళి వ్రతం ముందు నించుంటారు నించున్న తర్వాత వ్రతం ముందుకు సాగుతుంది ఈ ఆచారము కొన్ని వందల సంవత్సరాల నుంచి వస్తుంది సో ఈ ఆచారాన్ని అలాగే పాటిస్తున్నారు ఊర్లో సో పర్వతం ముందుకు కదులుతుంది కొద్దిసేపట్లో ఎవ్రీ ఇయర్ తప్పనిసరిగా ఈ తిరునాలు జరుపుకుంటారు ఈ అమ్మవారు చాలా మహిమ అమ్మవారు ఏం కోరుకున్నా మొక్కులు తీర్తా అని అందరి నమ్మకం ఇక్కడ కనిపించేది ట్రాక్టర్ ట్రాక్టర్లో దండ తీసుకొచ్చారు ఆ రథానికి వేయడానికి అంత పెద్ద దండ అవసరం అన్నమాట ఇప్పుడు అమ్మవారిని రథంలో కూర్చోబెడతారు కూర్చోబెట్టిన తర్వాత అక్కడ నుండి రథం బయలుదేరుతుంది నేను ఇందాక చెప్పాను కదా మీకు కొంచెం సేపిన తర్వాత ఇక్కడ మొత్తం క్రౌడ్ నిండిపోతుందని చెప్పి సో రథము స్టార్ట్ అయ్యే ముందు వన్ అవర్ ముందే బిఫోర్ వచ్చి అందరు గ్యాదర్ అయిపోయారు ఎంతమంది జనాలు వచ్చే వచ్చేస్తారంటే చూడండి ఇప్పుడు ఇప్పటికే ఆల్రెడీ ఇంటిపైకి వెళ్ళిపోయి అందరూ కూర్చొని చూస్తున్నారు రథానికి దండలు వేశారు జనాలందరినీ కొంచెము పక్కకి జరగమని అంటున్నారు అందరూ కానీ ఎవరు కూడా జరగట్లేరు కానీ కొంచెం సేపట్లో వ్రతం ఇంకా బయలుదేరబోతుంది ఇది ట్రాక్టర్ ట్రాక్టర్ పైన తెచ్చిన దండలు వేసేశారు ఇంకా కాసేపట్లో వ్రతము ముందుకు సాగుతుంది అందరూ వెయిటింగ్లో ఉన్నారు జనాలు వచ్చేసారు ఎంతమంది జనాలు చూడండి చెప్పాను కదా ఇందాక ఇసుక వేసినా రాలేదంత జనాలు వస్తారు అని చెప్పేసి జనాలు చూసారా భారీ సంఖ్యలో వచ్చారు ఈ ఊరు జనాలు కాకుండా ఇంకా వేరే వేరే వేరే ఊర్లో నుంచి కూడా వస్తారు సిటీ నుంచి కూడా వస్తారు చూడడానికి ఈ ఊర్లో ఉన్న చుట్టాలు వాళ్ళ ఇంటికి వస్తుంటారు అందరూ దొరలు కనిపిస్తున్నారా అక్కడ దొరలు రథం ముందు నించున్నాకనే రథం స్టార్ట్ అయింది జనాలకి కింద ప్లేస్ లేకపోతే ఇంటి టెర్రస్ పైన అక్కడ ఇక్కడ ఎక్కడ ప్లేస్ దొరికినా అక్కడి నుంచి నించొని అమ్మవారిని చూడడానికి చాలా సంతోషంగా ముందుకొస్తారు ఇప్పుడు అమ్మవారి రథం కదలగానే అరటిపండ్లని సమర్పిస్తారన్నమాట గంపలు గంపలుగా అరటిపండ్లు ఉంటాయి అందరి దగ్గర ఆ అరటిపండ్లు తీసుకొని అమ్మవారి పైన వేస్తూ ఉంటారు సమర్పిస్తుంటారు అయితే అమ్మవారు అంత హైట్లో ఉన్నారు కాబట్టి కనిపించరు కాబట్టి ఏం చేస్తారంటే అరటిపళ్ళని కింద నుండి ఇసురుతూ ఉంటారు అనమాట ఆ రథానికి తగిలి కింద పడితే అది ప్రసాదం భావిస్తారు ఇది ఎన్నో సంవత్సరాల నుంచి ఎన్నో కొన్ని వందల ఏళ్ళ నుంచి వచ్చే ఆచారం ఇది కొన్ని కొన్ని ఊర్లలో కొన్ని కొన్ని విధాలుగా అమ్మవారికి నైవేద్యం సమర్పిస్తారు ఇక్కడ అరటిపళ్ళతోటి అమ్మవారికి నైవేద్యం సమర్పిస్తున్నారు ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది కదా అక్కడే అమ్మవారు కూర్చొని ఉన్నారు అమ్మవారు కనిపిస్తున్నారు పంతులు లోపల నుంచి గంట కొడుతున్నారు కట్టలు పాతేస్తున్నాడు ఇప్పుడు రథం అక్కడికి వెళ్ళిపోయి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయి అక్కడ రథం ఉన్న ప్లేస్లోనే పెట్టేశారు ఇప్పుడు జనాలు కొంచెం కొంచెము క్లియర్ అవ్వడం స్టార్ట్ అయ్యారు ఇప్పుడు మా నగరి దొరలో ఇంటికి వస్తున్నారు అక్కడ ఊరేగింపు అయిపోయింది కదా ఈ వీడియో ఇంతటితో అయిపోలేదు ఇంకా చాలా ఉంది ముందు ముందు చూడండి